అందాన్ని చూసి ప్రేమించనిది డిజే డిజే మనసునే చూసిననిది మనసులోన చోటు మోచనిది సాయి కిరణ్ సాయి కిరణ్ కన్నులే చూసిననిది ఇన్ ద మిక్స్ ప్రేమించనిది మనసునే చూసిననిది మనసులోన చోటు మోచనిది డిజే డిజే నన్ను చూసే రోజు సాయి కిరణ్ సాయి కిరణ్ నన్ను పిలిచే రోజు in the mix DJ, DJ, Psykiran, Psykiran, in the mix, in the mix, in the mix, in the mix. Hi, bye.